హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు టాపిక్ ఎడ్యుకేషనల్ రోబోటిక్స్ అసలు రోబోట్స్ ఎందుకు రోబోట్స్లో అసలు ఎడ్యుకేషనల్ రోబోట్స్ అంటే ఏంటి ఈ ఎడ్యుకేషనల్ రోబోట్స్ యూస్ చేసుకోవడం వల్ల మనకేం బెనిఫిట్ ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్కి బుక్స్తో పాటే అంటే నాకు తెలిసి సెకండ్ క్లాస్ నుంచి ఆర్ ఫస్ట్ క్లాస్ నుంచే ఎడ్యుకేషనల్ రోబోట్స్ స్కూ ప్రైమరీ స్కూల్లో ఉండాలి అంటే ఆ రోబోట్స్ ఎలా కంట్రోల్ చేయొచ్చు వాటిని మనం ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు మ్యానిపులేట్ చేసి మన వర్క్కి ఆ రోబోట్స్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ వైజ్గా ఎడ్యుకేషనల్ రోబోట్స్ని స్కూల్లో స్టూడెంట్స్కి లెవెల్ వైజ్గా క్లాస్ వైజ్గా మనం సబ్జెక్ట్ని చెప్పాలి ఎందుకుంటే వర్క్ల ఫీల్డ్లో అంత స్కోప్ ఉండదు అంత టైం ఉండదు మనం నేర్చుకొని ఫీల్డ్లోకి దిగేంత కాబట్టి ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయితే రియల్ వర్క్లో రియల్ ప్రొఫెషనల్ రోబోటిక్స్ని హ్యాండిల్ చేయడం ఆపరేట్ చేయడం అనేది ఒక వర్కర్కి తెలుస్తుంది అలాగే ఎటువంటి ఇండస్ట్రీస్లో రోబోట్స్ని వాడాలి రోబోట్స్ ఎందుకు వాడాలి మనుషులు ఉన్నారు కదా మనుషులు ఉన్నా కానీ రోబోట్స్ ఎందుకు వాడాలి వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే హ్యూమన్స్ ఎక్కువగా ఎర్రర్స్ చేస్తారు వర్క్లో ఏ వర్క్లో అయినా కొన్ని ఎర్రర్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి అలాగే రోబోట్స్ ఎర్రర్ చేయవా అంటే రోబోట్స్ కూడా ఎర్రర్స్ చేస్తాయి కానీ మనిషి కింద రోబోట్స్ కొంచెం ఎక్కువసేపు పనిచేయగలవు వాటికి రెస్ట్ అనేది అవసరం లేదు మనకి రెస్ట్ కావాలి మనకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి వాటికి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి మనకన్నా కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతాయి కాబట్టి మనం మిగతా ఆ టైంలో మనం ఇంకా జనరేటివ్ ఇంకా కొత్తగా ఇన్నోవేటివ్గా వర్క్ని చేయడానికి మనకి టైం దొరుకుతుంది ఈ రోబోట్స్ యూజ్ చేయడం వల్ల అలాగే కొత్త ప్రాంతాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసి కొత్త ఫీల్డ్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకునే టైం మీ రోబోట్స్ ద్వారా మనకి టైం అడుగుతుంది టైం అనేది చాలా వాల్యూ కాబట్టి ఆ టైంని సేవ్ చేసుకోవడానికి రోబోట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచే స్టూడెంట్స్కి governments public schools private schools రెండు జాయింట్ రోబోటిక్స్ని సిలబస్లో ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేస్తాయి అని భావిస్తున్నాను థ్యాంక్ యూ